ప్రభైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనములు ఈ ఉదకల ధ్యానం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొట్టమొదటి వచ్చినాన్ని మనం గ్రహించినట్లయితే ఇహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని అంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా యహోవా కాపరి అనగా మనకు రక్షకుడిగా మనకు వచ్చే ప్రతి ఆపదల నుండి తప్పించేవాడిని మనం చూస్తాం దేశాన్ని పరిపాలించే నాయకులను రాజులను ఆ రాజులు ప్రజలకి కాపులుగా ఉంటారు వారు ఒక దేశాన్ని రక్షించగల పరిస్థితులు ఉండొచ్చు కానీ సకల ప్రజల్ని కాపాడేది అంటే దేవాది దేవుడు ఎందుకనగా ఆయన ఏందే సర్వ సృష్టి ఆయన ద్వారానే సృష్టించబడింది కనుక ఆయన ప్రత్యేకంగా ప్రేమిస్తాడు ప్రజలు కనుక ప్రేమే దేవుడు పిల్లారా ఆయన మనకు కాపురిగా ఉంచుకోవాలి ఆయన కాపురిగా ఉంటే ప్రతి విధమైనటువంటి ఆపద నుండి దేవుడు తప్పిస్తాడు ఎందుకంటే నీ రాకపోకలు ఏంది హోవా నీకు తోడుగా ఉంటాడని వాగ్దానం చేయబడి నూట ఇరవై ఏడో కీర్తనలో చెప్పబడినట్లు యహోవా పట్టణంలో కాపాడి దానికి కావలికై వారు మేలుకుంటుంటే వ్యర్థమే అంటున్నారు కనుక ఆయన మనకు కాపరగా ఉండాలి మనం నడిపించాలి బలపరచాలి కాబట్టి ప్రేమే దేవుని వెళ్ళారా ఆయనను మనం కాపులుగా కలిగి ఉన్నాం ఆయన మనకు రక్షణగా కలిగి ఉన్నాం ఆయన ప్రియకుమారుడు యేసుకు వారి లోకానికి వచ్చి మనకు రక్షకుడుగా విమోచకుడుగా ఉన్నాడు కనుక ఆయనను కలిగినట్లయితే సమస్త బాధల నుండి విడిపించి ఆమె నడిపించి బలపరిచి స్థిరపరిచి భద్రపరుస్తాడు కనుక ఆయన గొప్ప కాపులుగా కలిగి ఉన్నాం మీరు అందరూ ఆ రీతిగా కలిగి ఉంటారని దేవుణ్ణి దేవుని సన్నిధిని కలిగి ఉంటారని విశ్వసిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను thank you God bless you all చిన్న ప్రార్థన చేసుకున్నాను మమ్మల్ని వికిరిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ సమయాన్ని మీకు అప్పగించుకున్నాం ఈ కాలమున మీరు మమ్మల్ని ప్రేమించినందుకు మరేక దినమును మాకు నూతనముగా ఇచ్చిన మమ్మల్ని చెల్లిస్తున్నాం ఈ దిన దేవునితో మమ్మల్ని బలపరచండి ప్రభు మేము రాకపోకుండా మీరు తోడుంటున్న దేవుడు ప్రభా అనుబాటులో తోడుంటున్న దేవుడు ప్రభు మా ప్రయాణాల్లో తోడుంటున్న దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం మా కాపురిగా మీరు ఉన్నారంటే తండ్రి మా రక్షకుడుగా మీరు ఉన్నారంటే మా రాజుగా మీరు ఉన్నారు రాజు రాజుగా వందనాలు చెల్లిస్తున్నాం మీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుంచండి ప్రభు అనేక మంది ప్రభా వారి మనుషుల మీద ఆధారపడుతున్నారు మిమ్మల్ని ఆధారం చేసుకుని జీవించడం చూపించండి బలపరచండి అనేక సంస్థలు ఉన్న బిడ్డలను విడిపించి మీరే కాపులుగా రక్షకులుగా విమోచకులుగా ఉండి బలపరచమని మన దేశం ప్రశుద్ధరామ అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె God bless you all thank you